Hello students welcome to achievers academy achievers academy ఛానల్లో త్రీ మీ అందరికీ కూడా స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి జైల్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది అందులో ఎన్ని పోస్టులు ఉన్నాయి మల్టీ జోన్ వన్లో ఎన్ని ఉన్నాయి మల్టీ జోన్ టూలో ఎన్ని ఉన్నాయి అని చెప్పి బ్రీఫ్ ఐడియా మనము లాస్ట్ వీడియోలో జైల్కి సంబంధించి మాట్లాడుకున్నాం ఈరోజు స్పెసిఫిక్గా మనము జైల్ నోటిఫికేషన్లో అంటే ఈ ఎగ్జామినేషన్లో ఒక కీలక పాత్ర పోషించేటటువంటి అంశమైనటువంటి జనరల్ స్టడీస్ ఈ జనరల్ స్టడీస్కి సంబంధించి ఈరోజు మనం డిస్కషన్ చేద్దాము అసలు ఎలాంటి స్ట్రాటజీ ఉండాలి ఏ లెవెల్లో మన ప్రిపరేషన్ అన్నది ఉండాలి ఒక సింగిల్ బుక్తో మనం జనరల్ స్టడీస్ మొత్తాన్ని కూడా కవర్ చేయవచ్చా చేయలేమా ఏ రకమైన అప్రోచ్ మనం ఫాలో అయితే జనరల్ స్టడీస్ నూట యాభై మార్కులకు మనకు యాట్ ద మ్యాక్సిమం మనకు స్కోర్ వస్తుంది ఎందుకనంటే అదర్ పేపర్ పేపర్ యూజువల్గా మీరు మాస్టర్సే దాంట్లోనే ఉండింటుంది కాబట్టి మీకు డిసైడింగ్ ఫ్యాక్టర్ అనేది జనరల్ స్టడీసే అవుతుంది ఓకే స్టూడెంట్స్ సో దీంట్లో మనం ఒక ఎఫెక్టివ్ స్ట్రాటజీ మనం మాట్లాడబోతున్నాం కాబట్టి ఈ వీడియోని అందరూ కూడా లాస్ట్ వరకు తప్పకుండా చూడండి సో జనరల్ స్టడీస్ అన్నది ఒక డీటెయిల్డ్ వాస్ట్ ఓషన్ లాగా ఒక సిలబస్ ఇచ్చినారైతే అయితే మనం చెప్పుకోవచ్చు ఈ జనరల్ స్టడీస్ ఇటువంటి సిలబస్ మీకు other examinations like group one ప్రిలిమ్స్లో కానివ్వండి ఇన్ఫ్యాక్ట్ గురుకులాలో కానివ్వండి in fact group two first paper paper one ఏదైతే ఉంటుందో దాంట్లో కానివ్వండి ఈ రకంగా ఇటువంటి సిలబస్ మీకు కనిపిస్తుంది అంటే ఓవరాల్గా మనకు జనరల్ స్టడీస్ అన్నది ఇటువంటి ఎగ్జామినేషన్స్లో ఒక కీ కాంపనెంట్గా ఉంటుంది ఓకే కానీ as per the level of that examination మనం జనరల్ స్టడీస్ అన్నది యూజువల్గా డీల్ చేస్తూ ఉంటాము చదువుతూ ఉంటాము ఓకే జనరల్ స్టడీస్ అంటే అందరికీ సాధారణంగా గుర్తొచ్చేది ఏంటంటే లైక్ కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి జనరల్ స్టడీస్లో అంటేనే మనకు హిస్టరీ అని పాలిటీ అని geography economy current affairs science and technology ఇటువంటి సబ్జెక్ట్స్ అన్నీ కూడా మనకు జనరల్ స్టడీస్లో ఒక uh, ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి as per UPSC norms as per state public service commission అంటే ఇక్కడ టీఎస్పిఎస్సి నామ్స్ ప్రకారంగా కానీ ఇక్కడ మనము ఈ జైల్ నోటిఫికేషన్ అన్నది ఎస్ జనరల్ స్టడీస్ అన్నిటికీ సేమే history same for UPSC group one group two group three group four SI constable JL DL అందరికీ కూడా హిస్టరీ సేమే అక్కడ సింధు నాగరికత ఇండస్ వ్యాలీ ఏముందో గ్రూప్ ఫోర్ వాళ్ళకు కూడా అదే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉంటుంది కానీ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ప్రకారంగా లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే uh, ఆ సబ్జెక్ట్ ఉన్నటువంటి వెయిటేజ్ ప్రకారంగా the difficulty level will go high or go down okay ఆ రకంగా మీరు చూసుకుంటే yes as I said just now the key areas are history polity geography economy science and technology current affairs okay history అని చెప్పి మనం చదివేటప్పుడు సాధారణంగా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్లో ఏమవుతాయమ్మా history has to be understood history just minute okay history has to be understood both for national and regional అంటే ఇండియన్ హిస్టరీ కూడా చదవాలి తెలంగాణ హిస్టరీ కూడా చదవాలి యూజువల్గా జనరల్ స్టడీస్లో వాట్ హ్యాపెన్స్ జాగ్రఫీ అయినా కూడా we should read Indian geography also Telangana geography also polity మాత్రమే తెలంగాణ పాలిటీ ఏది ఉండదు we will have only Indian polity economics అయినా కూడా Indian economy have to be discuss Telangana economy have to be discussed okay ఈ రకంగా అప్రోచ్ కరెంట్ అఫైర్స్ అయినా కూడా ఇంటర్నేషనల్ uh, చదవాలి నేషనల్ కరెంట్ అఫైర్స్ చూడాలి అండ్ రీజనల్ కరెంట్ అఫైర్స్ కూడా చూడాలి అంటే సహజ సాధారణంగా అందరూ కూడా జనరల్ స్టడీస్కి చేస్తున్నటువంటి ప్రిపరేషన్ ఐడియా ప్రక్రియ ఈ రకంగా ఉంటుంది ఓకే కానీ ఇప్పుడు మనం ఒక్కసారి కీగా అంటే చాలా డీటెయిల్డ్గా మనం సిలబస్ని చూసేటటువంటి ప్రయత్నం మనం చేద్దాము టీఎస్పిఎస్సి ఏం చెప్పింది అని చెప్పి చూడండి అది చూసే కంటే ముందు ఇంకో పాయింట్ నేను చెప్తాను ఈ జైల్ నోటిఫికేషన్ అన్నది it is a gazetted post మా గెజిటెడ్ పోస్ట్ ఇది గెజిటెడ్ ఆఫీసర్ పోస్ట్ ఇది గెజిటెడ్ పోస్ట్ అన్నప్పుడు తప్పకుండా మనము గ్రూప్ టూ లేదా అంతకంటే కొంచెం ఎక్కువ అని కూడా మనం చెప్పుకోవచ్చు గ్రూప్ టూ స్థాయిలో లేదంటే గ్రూప్ టూ లెవెల్లో మనము ఆ ప్రిపరేషన్ అనేది చేయాలని అయితే మనం ఇక్కడ చెప్పవచ్చు ఓకే చూడండి అందరూ కూడా సిలబస్లో ఏమేమి అంశాలు ఉన్నాయో చూడండి first of all current affairs regional national and international అంటే ప్రాంతీయ జాతీయ మరియు అంతర్జాతీయ అంశాలు అన్నటువంటి కరెంట్ అఫైర్స్ని ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిస్కషన్ చేయవలసి ఉంటుంది ఏం చెప్పిన నేను ప్రాంతీయ అంశాలు జాతీయ అంశాలు అంతర్జాతీయ అంశాలు okay regional national and international current affairs ఇది చాలా డీటెయిల్గా మీరు చూడాల్సి ఉంటుంది ఓకే అండ్ ఈ కరెంట్ అఫైర్స్ ఎన్ని నెలల వరకు మనము తప్పకుండా చూడాలనంటే at least six months before the date of examination మీ ఎగ్జామ్ డేట్ ఏదైతే ఉంటుందో దానికి కనీసం అంటే ఒక ఆరు నెలల ముందు వరకు అన్ని అంశాలు తెలంగాణ అంశాలు జాతీయ అంశాలు అండ్ ఇంటర్నేషనల్ అప్డేట్స్ మూడింటిని కూడా మనం కవర్ చేయాలి ఇంకా సపరేట్గా మీకు ఇచ్చినది ఏంటంటే international relations and international events సాధారణంగా టీఎస్పిఎస్సి ప్రతి నోటిఫికేషన్లో కూడా ఐఆర్ అనేటువంటి ఒక కాంపనెంట్ జనరల్ స్టడీస్లో యాడ్ చేస్తుంది దాని అర్థం ఏంటంటే you will have to study India's relations with other countries భారత సంబంధాలు ఇతర దేశాలతో ఏ రకంగా ఉన్నాయి India relations with neighbouring countries అంటే సరిహద్దు దేశాలు India relation with other international countries and also certain institutions and organisations ఇక్కడ ఇంకొక కాంపనెంట్ ఏందమ్మా ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఆర్గనైజేషన్స్ ఇవి మనము చూడవలసి ఉంటుంది next general science India's achievement in science and technology science and tech అన్ని కాంపనెంట్స్ చూడాలి ఇక్కడ సైన్స్ అండ్ టెక్లో స్పేస్ వస్తుంది డిఫెన్స్ వస్తుంది కంప్యూటర్ వస్తుంది న్యూక్లియర్ టెక్నాలజీ వస్తుంది like we will be having quantum physics అని చెప్పి అంటే జనరల్ సైన్స్లో కొన్ని టాపిక్స్ వస్తాయి like physics chemistry and biology అని చెప్పి ఆ రకంగా కొన్ని అంశాలను చూడవలసి ఉంటుంది next environmental issues disaster management okay పర్యావరణ పరిరక్షణ అనేటువంటి అంశం కూడా చూడాలి economic and social development of India and Telangana okay అంటే ఇక్కడ ఏం చెప్పినా నేను మళ్ళీ చెప్తున్నా ఇండియన్ ఎకనామీ చూడాలి Telangana economy also have to be discussed okay ఇండివిజువల్గా మళ్ళీ ఇండియన్ ఎకనామీలో ఏ కాంపనెంట్స్ ఉంటాయి లైక్ నేషనల్ ఇన్కమ్ అని విల్ బీ హ్యావింగ్ ఇండియన్ ఎకనామీలో ఇన్ఫ్లేషన్ అని ఆర్బీఐ అని growth and development taxation system all those topics will be cover there with Telangana economy దీనికి కంపల్సరీగా you will have to do do away with socio economic outlook of Telangana state Telangana రాష్ట్రానికి సంబంధించి సోషో ఎకనామిక్ అవుట్లుక్ చూడాలి అండ్ ఎకనామిక్ సంబంధించినటువంటి తెలుగు అకాడమీ బుక్ను కూడా తప్పకుండా రిఫర్ చేయవలసి ఉంటుంది okay next geography of India geography of Telangana చెప్పిన కదా Indian geography is also important Telangana geography is also very important next చూడండి political cultural history of modern India with emphasis on Indian national movement okay ఇక్కడ హిస్టరీలో if you are understanding history ఇక్కడ మనకు ఇచ్చినటువంటి హిస్టరీ ఏంది modern Indian history modern Indian history అంటే it is important to learn or know from sixteen hundred onwards ఎప్పటి నుంచి అంటే యూరోపియన్ల రాక యూరోపియన్స్ ఇన్వేషన్ టు ఇండియా అక్కడ నుండి you will have to begin with the history with special emphasis on Indian national movement అంటే భారతదేశ జాతీయోద్యమానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ మీరు మోడర్న్ ఇండియన్ హిస్టరీ చదివితే ఇక్కడ సరిపోతుందని చెప్పి గుర్తుపెట్టుకోండి next socio economic and cultural history of Telangana with special emphasis on Telangana movement and formation of Telangana state Telangana movement అనేది సాధారణంగా గ్రూప్ టూలో జనరల్ స్టడీస్లో లేదు గ్రూప్ వన్లో కూడా జనరల్ స్టడీస్లో లేదు కానీ ఇక్కడ మనకు మూమెంట్ అనేది కూడా జనరల్ స్టడీస్లో ఒక పార్ట్గా యాడ్ చేయడం జరిగింది we will be having different phases of Telangana movement Telangana మూమెంట్కి సంబంధించి వేరు వేరు ఫేసెస్ ఉంటాయి ఆ ఫేసెస్ అన్నీ కూడా చదువుకోవాల్సి ఉంటుంది తెలంగాణ మూమెంట్ గుర్తుపెట్టుకోండి it is also a component in general studies of this notification constitution polity governance and public policy Indian polity మొత్తం చూసుకోవాలి సొసైటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అంటే టీఎస్పీఎస్సీ ఫేవరెట్ ఏరియా అమ్మాయిది ఐఆర్ ఎట్లయితే ఫేవరెట్ ఏరియా ప్రతి నోటిఫికేషన్లో కనిపిస్తుందో సొసైటీ కూడా ప్రతి నోటిఫికేషన్లో దాదాపు మీకు కనిపిస్తుంది ఇక్కడ ఏముండాలంటే జెండర్ క్యాస్ట్ ట్రైబ్ డిసబిలిటీ ఇవన్నీ కూడా చూసుకోవాలి నెక్స్ట్ ఇండియన్ సొసైటీ కూడా చూడాలి Telangana society also has to be discuss రెండు కూడా సమాజం అన్నది both have to be discuss Indian society also and Telangana society also next మా policies of Telangana state Telangana economy కూడా ఇచ్చినారు తెలంగాణ స్టేట్ రిలేటెడ్ పాలసీస్ కూడా ఇచ్చినారు ఈ రెండింటిని కూడా సపరేట్గా చూడాలి Telangana economies also given Telangana policies are also given next fourteenth fifteenth last components వచ్చేసి logical reasoning analytical ability and data interpretation basic English of tenth class standard okay మొత్తం మనకు ఫిఫ్టీన్ టాపిక్స్ ఇచ్చినారు ఇక్కడ we are given how many topics fifteen topics ఈ ఫిఫ్టీన్ టాపిక్స్కి సంబంధించి ఎన్ని మార్కులు మా అంటే ఇవన్నీ కలుపుకుంటే నూట యాభై మార్కులు clear one hundred and fifty marks okay equal weightage distribution జరిగితే ప్రతి టాపిక్ నుండి పది బిట్లు రావచ్చు పది మార్కులు రావచ్చు ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ జరగకుండా కొన్ని ఏరియాస్ని మాత్రమే specific importance like group one ఫిలిమ్స్లో కొన్ని ఏరియాస్ని మాత్రమే హైలైట్ చేసినట్టు అడిగితే మాత్రం ఈ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉండకపోవచ్చు అంటే prepare for the best and prepare for the worst also ఎప్పుడైనా కూడా పోటీ పరీక్షల్లో మనం అడుగు పెట్టేటప్పుడు జనరల్ స్టడీసే ఒక కీ కాంపనెంట్ కాబట్టి జనరల్ స్టడీసే ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబట్టి మన స్ట్రాంగ్ ఏరియాస్ని కూడా మనం చూడాలి మన వీక్ ఏరియాస్ని కూడా మనం స్ట్రాంగ్ ఏరియాస్గా మలుచుకోవాలి వీక్ ఏరియాస్ని స్ట్రాంగ్ ఏరియాస్గా మలుచుకోనట్లయితే ఏ క్షణంలోనైనా మనం గ్రూప్ వన్ ఫిలిమ్స్లో చూసుకున్నాం ఏ క్షణంలోనైనా ఏ సబ్జెక్ట్ మీదనైనా కూడా వెయిటేజ్ పెరగచ్చు ఒక సబ్జెక్ట్ వెయిటేజ్ తగ్గవచ్చు okay for example group one ఫిలిమ్స్లో ఎకనామీ కోరుగా చదువుకొని వెళ్ళినటువంటి అభ్యర్థికి నిరాశనే మిగిలింది ఎందుకనంటే ఎకనామీ వెయిటేజ్ తగ్గింది పాలిటీ నుండి క్వశ్చన్స్ తక్కువ అడిగారు తెలంగాణ స్పెసిఫిక్ క్వశ్చన్స్ అన్నవి ఎక్కువ అడిగినారు అర్థమెటిక్ రీజనింగ్ క్వశ్చన్స్ ఎక్కువ అడిగినారు జనరల్ సైన్స్ క్వశ్చన్స్ ఎక్కువ అడిగినారు సైన్స్ అండ్ టెక్ తక్కువ అడిగినారు సో ఈ రకంగా జనరల్ స్టడీస్ అన్నది ప్యూర్లీ అన్ప్రిడిక్టబుల్ కాబట్టి ఈ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ జరగకపోతే any component may be given higher weightage అని చెప్పి గుర్తుపెట్టుకోండి ప్రిపరేషన్ దానికి తగినట్టుగా మీరు మార్చుకోండి సో ఇప్పుడు కన్క్లూజివ్గా మనం మాట్లాడుకున్నట్లయితే ఈ ప్యాటర్న్ మొత్తాన్ని కూడా మనం కవర్ చేయాలనంటే మనకు ఏ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ ఉండాలమ్మా అంటే మనకు group two level of preparation ఉండాలి అంటే గ్రూప్ టూ స్థాయిలో ప్రిపేర్ అయితే జూనియర్ లెక్చరర్ సంబంధించినటువంటి జనరల్ స్టడీస్ పేపర్ కంప్లీట్ అయిపోతుంది అంటే గ్రూప్ టూ ఎన్ని మార్కులకు ఉందమ్మా అంటే నా <clears throat> టోటల్ ఆఫ్ దాంట్లో మనకు నాలుగు పేపర్లు ఉంటాయి అంటే టోటల్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ మార్క్స్కి ఉంటుంది సో ఆ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ మనం చేసుకుంటే ఇక్కడ నూట యాభై మార్కుల పేపర్ని అత్య అత్యంత సునాహాసంగా అత్యంత ఈజియెస్ట్ వేగా మనం దానికి అప్రోచ్ చేయగలుగుతాము ఓకే గైస్ సో ఈ ప్రిపరేషన్ని ప్రారంభించడానికి లేదంటే ఈ ప్రిపరేషన్ని ఎఫెక్టివ్గా చేయడానికి అచీవర్స్ అకాడమీ మీకు అందుబాటులో ఉన్నది గ్రూప్ టూ కోచింగ్ అన్నది మాకు అచీవర్స్ అకాడమీ దగ్గర స్పెషలైజ్డ్ జనరల్ స్టడీస్ కోర్స్ అన్నది డిజైన్ చేస్తూ ఉన్నాము ఇది ఆఫ్లైన్లో కూడా ఉంది ఆఫ్లైన్ అయితే హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో ఉంటుంది ప్రతిరోజు ఉదయం తొమ్మిదిన్నర నుండి సాయంత్రం నాలుగున్నర వరకు క్లాసెస్ నిర్వహిస్తాము లేదు హైదరాబాద్ దాకా ట్రావెల్ చేయలేము ఎస్ఆర్ నగర్ రాలేము మేము వర్కింగ్ ఎంప్లాయీస్ అని చెప్పి కనుక మీరు అనుకుంటే ఆన్లైన్లో కూడా మా జనరల్ స్టడీస్ కోర్స్ అన్నది అందుబాటులో ఉన్నది ఏదైనా కూడా మీరు బెస్ట్ యూస్ తీసుకోండి జనరల్ స్టడీస్ని సింప్లిఫై చేసుకోవాలి ఎప్పుడైనా కూడా జనరల్ స్టడీస్ని సింప్లిఫై చేసుకోవాలనంటే uh, one guide is important, one mentor is important, one uh, uh, academy is very very important. So ఆ రకంగా అచీవర్స్ అకాడమీ మీకు హెల్ప్ చేయబోతోంది సో మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి Achievers Academy and Achievers Academy channel ఎవరైనా కూడా ఈరోజు దాకా సబ్స్క్రైబ్ చేసుకోలేరు అని అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి thank you so much and జై హింద్